hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates పెద్దారెడ్డితో జేసీ ముద్దు ముచ్చట్లు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి పట్టణంలో టీడీపీ వైసీపీల మధ్య ఫ్లెక్సీల వార్ మరింత ముదిరింది ఇరు వర్గాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఫ్లెక్సీలు వేస్తున్నారు దీంతో ఈ పరిణామం తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది తాజాగా నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వార్ మొదలైంది డీజిల్ దొంగ ఎవరంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోటో చూపుతూ ఇద్దరం దొంగలమేనని అన్నారు ప్రజల సొమ్ము దోచుకున్న పెద్దారెడ్డి అంటూ ఫ్లెక్సీకి ప్రభాకర్ రెడ్డి ముద్దులు పెట్టారు ప్రజల మనసు దోచుకున్న గజ దొంగ తానే అంటూ ప్రభాకర్ రెడ్డి చొక్కా విప్పి తన గుండెను చూపించారు నువ్వు నేను ఇద్దరూ దొంగలే నువ్వు గజ దొంగ ప్రజల సొమ్మును దోచుకున్న గజ దొంగ నువ్వు నేను తాడిపత్రి ప్రజల మనసును దోచుకున్న దొంగను నా గుండె ఎప్పుడూ తాడిపత్రి తాడిపత్రి అనే కొట్టుకుంటుంది ఒకసారి చూడరా బొడ్డోడా నువ్వు తాడిపత్రి మొత్తాన్ని దోచేస్తున్నావు నీకు లేదా రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది ఆ సమయంలో డీజిల్ ఏం చేశారో సమాధానం చెప్పు గజ దొంగ ఎన్ని ఫ్లెక్సీలు వేయించినా నిన్ను జనం నమ్మరు ఇంకా ఏడాది ఉంది దోచుకో దాచుకో నా గుండెల్లో తాడిపత్రి తప్ప మరొకటి లేదు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు